పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా రాని వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు చిక్కు చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానముల మల్లెవానం మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాద మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గుడు గుడు గుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గుడు గుడు గుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్క నే అవ్వ సాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లో నా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వలేనా నమ్ముతారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గుడుగ్గు నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోళ్ళు అనుకుంటా అనుకుంటుల్లో అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్క